ఇల్లు కావాలి ఏ విషయమైనా వచ్చిన సార్లతో మాట్లాడుతుంటే మనం సార్ చెప్పడమే ఇల్లు లేక ఇల్లు

ఊరిపోయింది మాకు ఎంత మంది ఉండే అవకాశం లేదు ఊళ్ళో ఇలా ఇంటి కూడా దొరుకుతాను ఆ ఇల్లు కావాలి మాకు నేను పూజ ఇల్లు కట్టుకున్నా అప్పులు చేసి పది లక్షలు ఇల్లు మరి నువ్వు అప్పుడు వచ్చి ఇప్పుడు సార్ ఇల్లు పదిహేను